తెలుసుట నా బ్రతుకు చాలదయ్యా నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా నీ దేవా తండ్రిగా తండ్రిగా నా సర్వయ్యా నీవుంటే నాకు చాలు